hello friends welcome to my channel ఈరోజు నేను ఇన్షాట్ యాప్లో ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్లో బ్లర్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను చూడండి ముందుగా ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చే ఇలా చేసిన తర్వాత ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది దీనిలో బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలనేది చూడండి బ్యాక్గ్రౌండ్లో మనం లే అసలుకి ఇమేజ్ బ్లర్ కాకూడదంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే ఇమేజ్ని సేమ్ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాలనేది చూపించచ్చు లేదా బ్లర్ కూడా బ్లర్ స్ట్రెంత్ కూడా చూపించవచ్చు చూడండి ఇలా ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు నేను బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తున్నాను కాస్త ఇలా చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి తర్వాత కింద క్యాన్వాస్ ఉంది చూడండి అది ఆస్పెక్ట్ రేషియో మనం క్రైన్ మాస్టర్లో చూస్తాం చూడండి ఏ రేషియో తీసుకోవాలని nine is to sixteen sixteen is to nine one is to one ఉంది చూడండి అలా దీనిలో కూడా యాస్పెక్ట్ ఇష్యూస్ ఉంటాయి కానీ ఏమంటే దీనిలో ఇంకా చాలా ఇచ్చింటాడు ఇప్పుడు ఇమేజెస్కి చేసినట్టే వీడియోస్కి కూడా అలాగే బ్లర్ ఎఫెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే డైరెక్ట్ సేవ్ మీద క్లిక్ చేసిన అనుకో సేవ్ అయిపోతుందండి ఇమేజ్